Thank the Lord for give this opportunity memorial meeting of Rahelamma garu Rahelamma గారి జ్ఞాపకార్థ కూడికకు నేను కూడా రావడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను థ్యాంక్ you Parishuddha Babu garu for the testimony that fruit of Roger Hoss ministry in nineteen ninety five పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆ పరిచర్య ఫలాన్ని మీరు పొందడానికి గురించి సాక్ష్యం చెప్పినందుకు పరిశుద్ధ బాబు గారికి ప్రత్యేక వందనాలు I was just recovering from the loss of my father in ninety three and S Roger Hosma came to Vijayawada and he said he want organize a meeting and I'm very happy to know that Parishuddha Babu garu is a fruit of that ministry పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడప్పుడే కోలుకుంటూ ఉన్నాను ఆ రీతిగా పంత అదైన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆ ఆస్మా గారని ఆ దైవ సేవకుడి ద్వారా మీటింగ్స్ నిర్వహించడం జరిగింది ఆ మీటింగ్స్ ద్వారా ఒక ఫలముగా పరిశుద్ధ బాబు గారిని దేవుడు నియమించిన వారిని నేను ఎంతో సంతోషిస్తున్నాను హల్లెలూయా లూయా we're gather here to to the life of of అమ్మ గారు రాహేలమ్మ గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరం ఇక్కడ కూడి వచ్చామండి amen amen and every in memorial meeting I say this three words ప్రతి జ్ఞాపకార్థ కూడికలో కూడా నేను ఈ మూడు మాటలు చెప్తూ ఉంటాను memorial meetings are organize for three purposes ఈ ఈ జ్ఞాపకార్థ కూడిక అనేది మూడు ఉద్దేశాలను మిళితం చేసుకొని ఏర్పాటు చేయబడి ఉంటుంది నంబర్ వన్ మొదటి ఏమిటంటే ఫస్ట్ నుంచి చాప్టర్ ఫోర్ ఎయిటీ ఎయిటీన్ దశలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన there for comfort one another with this words ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి amen amen the reason why memorial meetings are organized is to comfort one another జ్ఞాపకార్థ కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ఒకరినొకరు ఆదరించుకోవడానికి ఏర్పాటు చేస్తారు especially the broken hearted family members of Rahelamma garu ప్రాముఖ్యంగా రాహేలమ్మ గారి విడిచిపెట్టబడిన కుటుంబ సభ్యులు వారు గుండె పగిలిన వేదనతో ఉండగా వారి కొరకు ప్రత్యేకంగా ఈ కూడికి ఏర్పాటు చేయబడింది ఆమె amen the few minutes after her her passing one of my associate Jesudas conveyed the message to me Rahelamma garu ఇక ఈ ఆమె గతించింది ఆమె చనిపోయిన కొద్ది నిమిషాల తరువాత సేవలో నా తోటి సహపని వారు యేసుదాస్ గారు ఇలా జరిగిందయ్యా అని నాకు మెసేజ్ పెట్టారు కాంటాక్ట్ పరిశుద్ధ బాబు గారు అండ్ కన్వేడ్ మై కండోలెన్సెస్ వెను వెంటనే నేను పరిశుద్ధ బాబు గారికి ఫోన్ కాల్ చేసి నా నా ప్రగాఢ సానుభూతిని వారికి తెలియపరిచాను next day came here early in the morning and prayed for the family తరువాత రోజే వేకువజామునే ఇక్కడకు వచ్చి ఈ కుటుంబం విడిచిపెట్టబడిన కుటుంబం కొరకు ప్రార్థించడం జరిగింది and I promise that I'll be here for the memorial meeting అయితే జ్ఞాపకార్థ కూడికకి ఖచ్చితంగా నేను వస్తానని అప్పుడే నేను వాగ్దానం చేశాను ఆమేన్ ఆమేన్ వై ఎందుకని I mean our presence is not going to bring the the the Rahila ముగ్గురు back to this world again Rahelamma garu who died she's not gone come back to life just because we have come here మేము ఇక్కడకు వచ్చినంత మాత్రాన చనిపోయిన రాహేలమ్మ గారు తిరిగి జీవం పోసుకొని బ్రతికి ఇక్కడికి వస్తుందని కాదు దాని అర్థం but that we are comfort to the family and the believers who are gather here అయితే కుటుంబానికి అలాగే కూడి వచ్చిన విశ్వాసులందరికీ ఆదరణ కలుగుతుందని నేను ఆ మాట చెప్పాను the second reason for memorial meeting is రెండవదిగా జ్ఞాపకార్థ కూడిక ఉద్దేశాల్లో రెండవ ఉద్దేశం ఏమిటంటే జాన్ చాప్టర్ ఫోర్టీన్ యోహాను స్వార్థ అండి పద్నాలుగో అధ్యాయము in verse very do not let your heart be trouble believe in God believe also me in my father's are many many dwelling places if they would not have I would have told you for I go to prepare a place for you if I go to prepare a place for you I will come again and receive you to myself that where I am, there you may be also యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయ మొదటి వచనం నుండి మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును amen amen what Jesus saying యేసు క్రీస్తు ప్రభువారు ఏమని చెబుతున్నారండి ఇక్కడ for three and half years he ministered ఆయన ఆ మూడున్నర సంవత్సరాలుగా పరిచర్ చేశారు and then then the time came for him to go back to his home ఇప్పుడు తన పరలోక నివాసానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చేసరికి he giving a important discourse ఆయన చాలా ప్రాముఖ్యమైన సంభాషణ ఇక్కడ నెలకొల్పుతున్నారు హి సేయింగ్ ఆయన ఏమంటున్నాడంటే ఐ గోయింగ్ ఐ యామ్ నేను వెళ్ళబోతున్నాను మిమ్మల్ని అందరినీ నేను విడిచిపెట్టి వెళ్ళబోతున్నాను I going to go to heaven to prepare a place for you నేను ఎందుకు వెళ్తున్నానంటే పరలోకములో మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను amen amen hallelujah hallelujah I believe with my whole heart నేను నా పూర్ణ హృదయంతో విశ్వసించేది ఏమిటంటే Jesus is building a home for each one of us in heaven with his own hands యేసుక్రీస్తు ప్రభువారు తన స్వహస్తాలతో ఇక్కడ కూడి వచ్చిన మనందరి కొరకు పరలోక రాజ్యములో నివాస స్థలములు సిద్ధపరచుచున్నారు you may ask me you may ask me do you have a Bible verse for that మీరు అనొచ్చు అయ్యా దానికోసం ఏదన్నా ప్రత్యేకమైన బైబిల్ వచ్చిన ఏదన్నా ఉందా అని మీరు అడగొచ్చు there is no Bible verse but there is there I can give examples how Jesus God the Father God the Holy Spirit were active in in in day to day life of human beings దాని కొరకు ప్రత్యేకమైన బైబిల్ వచ్చిన వేది నేను చూపించను కానీ అయితే ఒక మంచి ఉదాహరణ చెబుతాను మన అనుదిన జీవితంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు త్రిత్వమైన దేవుడు ఎలా పనిచేస్తాడనేది ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఆమేన్ ఆమె the creation creation of this God god let let there be light and the sun moon and star ఆ సృష్టిని సృష్టించుచున్న క్రమంలో దేవుడు అన్నాడు కదా సూర్య చంద్ర నక్షత్రాదులు కలుగును గాక అని ఆయన మాట బయలు వెడలిన తోడని సర్వ సృష్టి కూడా సూర్య చంద్ర నక్షత్రాలు మనుగడలోనికి వచ్చేసాయి వృక్షములు కలుగునుగాక తాడి చెట్టు కలుగును గాక మామిడి చెట్టు కలుగును గాక అలా ఆయన పలికి పలకగానే వృక్షములు భూమిలో నుండి మొలచి బయటికి వచ్చాయి creation man came God the Father God left heaven, came to planet earth, took the dust of this earth and fashioned man in his image and gave the breath of life. అయితే మానవుణ్ణి సృష్టించే దగ్గరకు వచ్చేసరికి పరలోకములో నుండి పరలోకమే దిగి వచ్చినట్లుగా తండ్రి అయిన దేవుడు కుమారులైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడు త్రిత్వమైన దేవుడు తానే భూమి మీదకు వచ్చి తన సొంత హస్తాలతో నేల మంటిని తీసుకొని నరునిగా నిర్మించి తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున మానవుణ్ణి సృష్టించాడు అండ్ నాట్ ఓన్లీ దట్ అక్కడ మాత్రమే కాదు కానీ at the creation at the redemption of mankind at the redemption of mankind మానవుని విమోచన విమోచించే సమయం వచ్చే తప్పుడు కూడా God could have send Michael or Gabriel or any one of the angels through a virgin birth and you know and redeemed mankind మానవుల్ని రక్షించడానికి విమోచించడానికి ఏ గాబ్రియలు దూతనో ఏ మిఖాయలు దూతనో ఒక కన్యక గర్భంలో దేవుడు పుట్టించేసేసి వారి ద్వారా మానవునికి రక్షణ ఇప్పించేసి ఉండొచ్చు but instead they chose to send their only begotten son to planet Earth అయితే దానికి బదులుగా తన ఏకైక కుమారుణ్ణి అద్వితీయ కుమారుణ్ణి మానవాళి రక్షణ కొరకు భూమి మీదకి పంపుదామని నిర్ణయించాడు the Jesus and the Holy Spirit were actively involved కాబట్టి సృష్టిని సృష్టించేటప్పుడును మానవాళిని విమోచించేటప్పుడును తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు కూడా వారు ఈ పనిలో భాగమై ఉన్నారని మనం గమనించవచ్చు because of of that i believe that jesus is building a home for each one us in heaven దానిని బట్టే మనం ఇట్టే గమనించి చెప్పవచ్చు అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే మనందరి కొరకు పరలోక రాజ్యములో నివాస స్థలములు ఏర్పరచుచున్నారు when rahel garu's home has completed he invited her in a heavenly home రాహేలమ్మ గారికి పరలోకంలో ఆయన కట్టవలసిన ఆ గృహం కట్టడం పూర్తయిపోగానే ఇక ఆయన ఆ పరలోక రాజ్యానికి ఆ నివాస స్థలానికి రాహేలమ్మ గారిని ఆహ్వానించేశారు amen amen the first point the reason why we have memorial meet is to comfort one another జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయడానికి వెనుకున్న మొదటి ఉద్దేశం ఏమిటంటే ఒకరినొకరు ఆదరించుకోవడం నెంబర్ 2 రెండవది ఏమిటంటే to teach you that this heaven is a prepared place for prepared people సిద్ధపరచబడిన ప్రజల కొరకు పరలోక రాజ్యం అనేది సిద్ధపరచబడిన స్థలమని గుర్తు చేసుకోవడానికి ఈ రెండవ ఉద్దేశం జ్ఞాపకార్థ కూడిక my professor who taught me in America said that every person should experience death once a year అమెరికాలో నాకు బోధించిన ప్రొఫెసర్ గారు ఆయన ఒక అద్భుతమైన మాట మంచి మాట చెప్పారు అదేమిటంటే ప్రతి మనిషి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి మరణాన్ని రుచి చూడాలని చెప్పాడు why because otherwise will feel that we got be here for ever and ever and will will forget that Jesus is preparing a home for us and we will not prepare ourselves in planet earth to go to the prepared place ఎందుకనంటే మనం సంవత్సరానికి ఒకసారైనా మరణాన్ని కళ్ళెదుటిగా చూడకపోతే ఇక ఇదే జీవితం శాశ్వత కాలం ఇక్కడే భూగ్రహం మీద ఉండబోతున్నాం అని అనుకొని పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారి నివాస స్థలాలు సిద్ధపరుస్తారు అది మన నిజమైన ప్రదేశం శాశ్వతమైన ప్రదేశం అన్న విషయాన్ని మర్చిపోతారు కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా మరణం మన కళ్ళ ముందు ఉండాలని చెప్పేవారు ఆమె ఆమె హల్లెలూయా Hallelujah. Hallelujah. థర్డ్ third reason మెమోరియల్ మీటింగ్ ఇస్ ఇన్ in Hebrews 13. ఇక జ్ఞాపకార్థ కూడికకు వెనుక ఉన్న మూడవ ఉద్దేశం హెబ్రిలకు రాసిన పత్రిక అండి పదమూడవ అధ్యాయం దగ్గరకు వద్దాం ఇన్ సెవెన్ వి రీడ్ ఏడవ వచనాన్ని మనం చదువుదాం remember those led you who spoke the word of God to you and considering the results of the conduct imitate their faith మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి amen amen the third reason for memorial meeting is to remember who has who led before us మూడవదిగా జ్ఞాపకార్థ కూడికకు వెనుక ఉన్న మూడవ ఉద్దేశం ఏమిటంటే మనల్ని నడిపించిన వారి మనల్ని ముందుండి నడిపించిన వారిని జ్ఞాపకం చేసుకోవడం శ్రద్ధగా తలంచుకోవడం మూడవ ఉద్దేశం amen amen an animal plant dies and decays ఈ ఏదో జంతువు లేకపోతే ఒక మొక్క చనిపోయినప్పుడు అది భూమిలో కలిసిపోద్ది and yes human beings also when they die they going to decay and get మానవులు కూడా నేలమంటి నుండే తీయబడి సృష్టించబడిన వారు కాబట్టి వారు కూడా నేలమంటిలోనే కలిసిపోతారు but the writer of Hebrews is reminding us అయితే హెబ్రీ గ్రంథకర్త ఏమని జ్ఞప్తికి తీసుకొని వస్తున్నాడంటే రిమెంబర్ దోస్ లెడ్ యూ మిమ్మును నడిపించిన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోండి అని చెప్తున్నాడు ఆమె ఆల్ ఆఫ్ ఇక్కడ కూడి వచ్చిన మనమందరము కూడా God had given you an opportunity to encounter with Rahelamma garu దేవుడు రాహేలమ్మ గారితో కలిసి ఉండడానికి ఆమెను ఎదుర్కోవడానికి ఆమెతో సహవసించడానికి దేవుడు మనందరికీ గొప్ప ధన్యతను అనుగ్రహించాడు ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో మాటలో చెప్పాలంటే every one of us have different fingerprints Rahelamma గారి fingerprint is in your life ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైన వేలుముద్ర ఒకరి వేలుముద్ర ఇంకో వేలిముద్ర కలవదు అయితే రాహేలమ్మ గారి వేలిముద్ర మనందరి మీద ముద్రించబడింది ఆమె ఆమె I am sure that you have some memories of her how she led a spiritual life దాని అర్థం ఏమిటంటే ఆత్మీయ జీవితంలో మీరు ముందుకు సాగడానికి కొన్ని జ్ఞాపకాలు కొన్ని అనుభవాలను ఆమె మేము ముందుంచి వెళ్ళింది and I want to remember that and the write of Hebrews I imitate their faith ఇప్పుడు నేనేమంటానంటే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ హెబ్రి గ్రంథకర్త ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే వాటన్నిటిని అనుసరించుడి అని అంటున్నాడు ఆమె ఆమె not just talk about it but you practise it ఆ వాటిని గురించి ఆమె చేసిన క్రియల గురించి ఏదో మాట్లాడుకోవడం కాదు కానీ ఆ ఆ విశ్వాసాన్ని విశ్వాస ఫలాలను మనం అనుసరించే వారిగా ఉండాలి మీటింగ్ uh, uh, ఈ ఈ సభ ముగింపు అయిపోయిన తర్వాత ఇక సభ నుండి మీరు వెళ్ళిపోతూ ఉండగా I want to make decision one one point that have learn from Rahil amma garu that you gone practise it in your life ఈ సభను విడిచి వెళ్ళేలోగా లోగా మీరు ఒక తీర్మానం చేసుకోవాలి అదేంటంటే రాహేల్ అమ్మ నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కనీసం ఒక్కదానినైనా ఆమె జీవితం నుండి ఇదిగో నేను ఇది అవలంబించబోతున్నా ఇది చేయబోతున్నానన్న తీర్మానంతో వెళ్ళాలని మనం చేస్తున్నాను ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న వాక్య సందేశం ఏమనగా ఇన్ జోబ్ చాప్టర్ ఫోర్టీన్ యోగు గ్రంథం అండి పద్నాలుగో అధ్యాయము ఇన్ వర్స్ ఫైవ్ రీడ్ ఐదవ వచ్చి నన్ను ఒక్కసారి మనం తెరచి చూద్దాం since his days are determine the number of the of his months is with you his limits you have set so he cannot pass Yobu గ్రంథం పద్నాలుగు ఐదు నరుల ఆయుష్కాలము పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించజాలని పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు టీచర్స్ uh, యోబు గ్రంథం మనకి ఏమని బోధిస్తుందండి గాడ్ హూ క్రియేటెడ్ అస్ మనల్ని సృష్టించిన దేవుడు has also plan when we will be exiting from this planet earth and go to our heavenly home ఈ భూగ్రహాన్ని విడిచిపెట్టి ఏ సమయంలో పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలో ఆయన ముందుగానే నిర్ణయించి ఉన్నాడు amen amen but yes uh, no matter how we die no know, in an accident or in a sickness or whatever, one day everybody in this world have to die ఎలా చనిపోయినప్పటికీ అది యాక్సిడెంట్ ద్వారా చనిపోతామా లేదా రోగం వచ్చి చనిపోతారా లేదా బలహీనత చనిపోతారా ఏ మార్గమైనా సరే ఏదో ఒక రీతిగా ప్రతి మనిషి కూడా మరణించవలసినదే amen amen so but when when you know the death is coming you don't have to be apprehensive because God who created us is in control of everything గమనించండి మనం చనిపోతాం అని తెలిసినప్పుడు దేవుడు సర్వాధికారము కలిగి ఉన్నాడు అని మనం ఒక జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతాం ఆయన మీ జీవితం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు uh, లుక్ వార్త పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదివి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదువుదామండి the very hairs on head and number do not fear are you are more valuable than many sparrows మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఆమె ఆమె what's what Jesus teaching us Yesukristu ప్రభువారు ఇక్కడ మనకి ఏమని బోధిస్తున్నారండి that God is in control of your life and he knows everything that's happening in our life nothing happens out of accident మీ జీవితం పట్ల పూర్తి అజమాయిషి అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడని అసలు ఆయనకు తెలియకుండా ఏది జరగదని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆమె ఆమె he Jesus is clearly saying Yesukristu ప్రభువారు స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే he has numbered the hairs in your head మీ తల వెంట్రుకలను కూడా ఆయన లెక్కించేంతగా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు అని స్పష్టంగా చెబుతున్నాడు దిస్ మార్నింగ్ ఈ రోజు ఉదయం before we came here we combed our hair మనం ఇక్కడికి వచ్చేదానికి ముందుగా మన ఇంట్లో మనం మన తల దువ్వుకొని వచ్చాం and everyone at is one or two hairs were on the comb or on the brush ప్రతి ఒక్కరికి కూడా ఆ దువ్వుకునే దువ్వెనలోనో బ్రష్లోనో కనీసం మన తల వెంట్రుకల్లో ఒకటి లేదా రెండు వెంట్రుకలన్నా కనీసం రాలిపోయి ఉంటాయి వాట్ డిడ్ వి డు ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం దువ్వెనలో we just get and throw it aside and came here ఆ దువ్వెనలో నుండి రాలిపోయిన తల వెంట్రుకలు తీసి పక్కన పడేసేసి మనం ఇక్కడికి వచ్చాం but you know what's happening అయితే ఏం జరుగుతుందో మీకు తెలుసా immediately the the minute the second that you put your hair on a the comb on your hair in the heavenly computer it has been updated how many hairs are left behind in your hair మీ తల వెంట్రుకలలో నుండి ఒకటి రెండు వెంట్రుకలు దువ్వెనలోనికి రాలి పడిపోయినప్పుడే ఏం జరుగుతుందో తెలుసా అండి ఆ పరలోక పరలోకపు కంప్యూటర్లో మీ తల వెంట్రుకలలో ఎన్ని రాలాయి అన్న విషయాలు కూడా అక్కడ నమోదు చేయబడతాయి the point I'm trying to says నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే God is concern about you and everything in your life దేవుడు నీ పట్ల ఎంతో శ్రద్ధను వహించి నీ జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయన పట్టించుకునేవాడే ఉన్నాడు ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో మాటలో చెప్పాలంటే nothing happens without God's direction ఆయన నడిపింపు లేకుండా ఏది జరగదు అని మనం గుర్తుంచుకోవాలి ఆమె ఆమె Rahelamma garu was a prayer warrior she was an encourager she was a great counsellor and she help many people in many things Rahelamma garu గొప్ప ప్రార్థనా యోధురాలు మంచి కౌన్సిలర్గా ఉంటూ అనేక మందిని నడిపించిన నాయకురాలు Amen. ఆమె And the wonderful testimony I heard a few minutes ago was అది అయితే ఇంతకుముందు మనం విన్న సాక్ష్యంలో ఒక అద్భుతమైన సాక్ష్యంలో గమనించదగినది ఏమిటంటే when somebody gives her a tithe and offering she takes some percentage of it or some some amount of it and gives it back to them and said that hello you need this for you because you are in a financially poor condition ఎవరైనా దశమ భాగాన్ని తీసుకొని వచ్చి తనకి ఇస్తే దానిలో కొంత తీసి మరలా ఇచ్చిన వారికి వెనక్కి ఇచ్చి హలో మీరు ఇంకా ఈ కొంచెం ఆర్థిక అవసరతలో ఉన్నారు కాబట్టి దీన్ని మీరే వాడండి అని వెనక్కి కొంత ఇచ్చేదంట ఆమె ఆమె హల్లెలూయా హల్లెలూయా This is the second time I'm hearing such testimonies. One, once I heard it my, you know, when I was studying in America, my college professor said the same thing. ఇదే విషయం నేను రెండోసారి మాత్రం వింటున్నా ఒకటోసారి మొదటిసారి ఎక్కడ విన్నానంటే అమెరికాలో కాలేజీ ప్రొఫెసర్ గారు ఒక ఆయన చెప్పారు ఆయన చెప్పగా విన్నాను ఇది రెండోసారి ఇక్కడ వింటున్నాను ఆమె ఆమె and I'm sure that Rahel garu was an example I mean what my professor taught me many years ago professor నా మా ప్రొఫెసర్ గారు చాలా సంవత్సరాల క్రితం బోధించిన ఆ బోధనకు రాహేలమ్మ గారు ఒక మంచి మాదిరి అని నేను చెప్పగలను రియలీ ప్రైజ్ ఫర్ దానిని బట్టి ఆమె జీవితాన్ని బట్టి నేను ఖచ్చితంగా దేవుని స్థుతిస్తున్నాను ఆమేన్ హల్లెలూయా ఇన్ అధ్యాయం దగ్గరకు వద్దాం in we hear very verse on good Friday నలభై ఆరవ వచనంలో గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం నాడున మనం చదివే ఒక శక్తివంతమైన మాటలు ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి about the ninth hour Jesus cried out with aloud voice ఎలోయి ఎలోయి లమా సబక్తని my God my God why have you forsaken me ఇరవై ఏడు నలభై ఆరులో ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసును ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము ఆమె ఆమె the, the, I'm not going to preach a message, Good Friday message here. నేను ikkada shubha శుక్రవార sandeshanni prasanginchadaniki raledu But the point I want to share to you is, aithe nenu meeku పంచుకో నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏమిటంటే Jesus experience what second forsaken విడిచి పెట్టబడుటలో ఉన్న బాధ ఎంత గొప్పగా ఉంటుందో యేసు క్రీస్తు వారు అనుభవించి ఉన్నారు all the family members especially who are close to Rahelamma garu have been who are spending time with her in spite of her weakness and everything still when, uh, when, they, when she's no more, when they came to know that she's no more, it's a really, they're experiencing a forsaken feeling in their life. Rahel అమ్మగారితో సుదీర్ఘ సమయాన్ని గడిపి వారి బలహీనతల్లో కూడా వారి విన్నంటే ఉండి వారితో విడదీయరాని అనుబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉన్న ఈ కుటుంబ సభ్యులు విడిచిపెట్టబడుటలో ఉన్న బాధ ఆ బాధను ఈ సమయంలో వారు అనుభవిస్తున్నారు అండ్ ఐ ఎంకరేజ్ దిస్ అయితే ఈ మాటల ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను Jesus experience forsaken means on Calvary Calvary గిరిలో విడిచిపెట్టబడుటలో ఉన్న బాధ ఏంటో ఏసయ్య అనుభవించి ఉన్నారు వై ఎందుకని to help us at such a time as this అటువంటి పరిస్థితి ఇదిగో ఈ స్థితిలో మనం ఉన్నాం కదా ఇటువంటి పరిస్థితులలో మనకు సహాయము చేయడానికే ఆయన అనుభవాన్ని కూడా అనుభవించి ఉన్నారు amen amen he knows what forsaken means to be separate from from his heavenly father విడిచిపెట్టబడుటలో ఉన్న బాధ ప్రాముఖ్యంగా పరలోకపు తండ్రితో కాస్త సమయం విడిచిపెట్టబడుటలో ఉన్న బాధ ఏమిటో యేసయ్యకు సుస్పష్టంగా తెలుసు ఆమె ఆమె the writer of Hebrews is saying in Hebrew chapter 4 హీబ్రీ హెబ్రీ గ్రంథకర్త హిబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఏమని బోధిస్తున్నారంటే ఇన్ వర్స్ 14 వి రీడ్ 14వ వచనం మనం చదువుదామండి since we have a great high priest who has pass through heaven Jesus the son of God let us hold fast to our confession for we can we do not have a high priest who cannot sympathize with the weakness but one who is tempted in always as are yet without him without sin therefore let us draw near with confidence to the throne of grace so that we may receive mercy and find grace in time of need హెబ్రిలుకు రాసిన పత్రిక నాలుగు పద్నాలుగు నుండి చదువుదాం ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారులైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము ఆమె ఆమె what is the writer of Hebrews teaching హెబ్రీ గ్రంథకర్త మనకేమని బోధిస్తున్నాడండి we have a high priest Jesus Christ మనకు ప్రధాన యాజకునిగా ఏసయ్య ఉన్నారు who suffered every human feeling ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే మానవుడు అనుభవించే ఆ శ్రమలన్నిటినీ బలహీనతలన్నిటినీ అనుభవించి ఉన్నవాడు దేర్ ఫోర్ కాబట్టి he's there to help you he's there to minister to you all we have to do is draw closer to him మీకు సహాయము చేయడానికి మిమ్మల్ని నడిపించి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే మనము చేయవలసిందల్లా ఏమిటంటే ఆయనకు సమీపముగా రావడమే ఆమె ఆమె normally or physically we like to go away from God God where are you God you like to ask a question మనము భౌతికంగా ఆయనకి సమీపంగా ఉండకపోవచ్చు కాబట్టి దేవా ఎక్కడున్నావయ్యా అని అడిగేవారిగా ఉండకూడదు when why did this tragic things happen my life దేవా నా జీవితంలోనే ఎందుకు ఈ బాధాకరమైన పరిస్థితులు ఈ అనుభవాలు ఈ కష్టాలు ఎందుకు కలుగుతున్నాయ్యా వేర్ ఆర్ యు ఎక్కడ ఉన్నావయ్యా we may asking like this question మనం అలాంటి ప్రశ్నలు దేవుని సన్నిధిలో ప్రశ్నిస్తూ ఉండొచ్చు నెవర్ ఆస్క్ దట్ క్వశ్చన్ అయితే ఎప్పుడు దేవుణ్ణి అలాంటి ప్రశ్నలు అడగకండి యు నో why? ఎందుకో తెలుసా He blesses us. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు when he bless us God why are you bless me why don't you bless other people why don't you bless those people we never ask దేవుడు మనల్ని దీవించినప్పుడు ఉన్నత స్థితికి తీసుకువచ్చినప్పుడు అప్పుడు మనం ప్రశ్నించం కదా దేవా నన్నే ఎందుకు ఆశీర్వదించావయ్యా ఫలానా వ్యక్తిని ఎందుకు ఆశీర్వదించాలా ఫలానా వ్యక్తిని దీవి ఎందుకు దీవించాలా అని మనం ఆ సమయంలో దేవుణ్ణి ప్రశ్నించం కదా therefore we have no rights to question God where are you కాబట్టి మనం కూడా ఎక్కడున్నావయ్యా అని కష్ట సమయంలో అడగడానికి ప్రశ్నించడానికి అసలు మనకు హక్కే లేదు రైట్ దేర్ బిసైడ్ ఆయన మీ ప్రక్కనే మీ విన్నంటే ఆయన ఉన్నవాడు the tragic deeply grieving and don't realise the presence of అయితే బాధాకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు బాధపడుతూ వేదన పడుతూ కన్నీళ్లు కారుస్తూ ఆయన సన్నిధిని మీరు గుర్తెరగని వారిగా ఉండుండొచ్చు ఆమె ఆమె that happen to me in the November పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నవంబర్ నెలలో నా జీవితంలో అదే జరిగిందండి my father away coming from America to India వాళ్ళు changing his flights in Schiphol airport America నుండి ఇండియా ప్రదేశానికి వస్తూ ఉండగా మధ్యలో విమానాన్ని మారే స్కిపోల్ అనే విమానాశ్రయంలో మా నాన్నగారు మరణించారు అండ్ ఆఫ్ ఆయన కార్డియాక్ అరెస్ట్ గుండె నొప్పి చేత ఆయన చనిపోయారు అక్కడ immediately the paramedics came and revived him and put in life support system వెను వెంటనే కూడా ఆయనను బ్రతికించాలని ప్రథమ చికిత్స చేసే వాళ్ళు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ప్రయత్నించారు and they put him on the life support system in is an intensive care unit అదైన తర్వాత ఆయనని అత్యవసర చికిత్స కేంద్రం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనికి చేర్చారు and I had to go to Amsterdam to bring you know to revive to relieve him from the hospital and after he died to bring him the mortal remains to India Amsterdam కి వెళ్ళి అక్కడ మా నాన్నగారిని హాస్పిటల్ నుండి బయటకు తీసుకురావడానికి చనిపోయిన ఆ పార్థివ దేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి నేను వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు నేను అటువంటి యవ్వన ప్రాయములో దేవుణ్ణి అడిగా దేవా దేవా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా యవ్వనస్తుడిగా ఉండగానే మా నాన్నగారిని ఎందుకు తీసేసుకున్నావయ్యా అని దేవుణ్ణి ప్రశ్నించాను నేను అప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాల వయసు మాత్రమే నాకు ఉంది and my dad was only 60 63 years old మా నాన్నగారికి అప్పుడు కేవలం 63 సంవత్సరాలు మాత్రమే so I cried to God నేను దేవుని వద్ద కన్నీళ్లు ఖర్చు మొరపెట్టాను బట్ గాడ్ సెడ్ అయితే దేవుడు అన్నాడు కదా i'm going to be your dad నేను నీకు తండ్రిగా ఉండబోతున్నాను ఆమే ఆమే and I told to God God I am not a good teacher I mean I am not a good preacher like my father అయితే అప్పుడు నేను దేవుడితో అన్నా కదా నాన్న తండ్రి నేను మా నాన్నగారి వలె ఉజ్జీవ ప్రసంగికుడిని కాదు కదా ఫండ్ రైజర్ నేను ధనాన్ని రైస్ చేసే ఫండ్ రైజర్ ని కాదు కదా I don't know that I mean the political of politics of church politics అలాగే సంఘములో ఉండే రాజకీయాల గురించి కనీస అవగాహన కూడా నాకు లేదు కదా I just came from India from America to India after living there for 10 years నేను అమెరికాలో 10 సంవత్సరాలు ఉండి ఈ మధ్యనే కదా నేను భారతదేశానికి వచ్చింది and how can manage all this things ఈ విషయాలన్నిటినీ నేను ఎలా ఎలా నిర్వహించగలుగుతాను పిఎల్ పరంజ్యోతి గారు కేపి దాసం garu G R Purushottam garu great men of God there at the time P L Paranjyothi garu Devasahayam garu పురుషోత్తం గారు ఇలాంటి గొప్ప గొప్ప దేవుని సేవకులు ఆ రోజుల్లో ఉన్నారు and how can I manage this people ఇప్పుడు నేను ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఎలా నడిపించగలను గాడ్ సెడ్ అప్పుడు దేవుడు అన్నాడు కదా I'm going to be with you నేను నీకు తోడుగా ఉన్నాను all you have to do is నీవు చేయవలసిందల్లా ఏమిటంటే draw closer to me every day నాతో ప్రతిరోజు కూడా నాకు సమీపముగా రమ్మన్నాడు ఆమేన్ ఆమేన్ to Parishuddha Babu garu Philip and his brother and the relatives who gather here Parishuddha Babu garu ఫిలిప్ గారు వారి సహోదరులు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా this is my prayer every day in the morning ప్రతిరోజు నేను చేసే ప్రార్థన ఇదండి Lord I do not know who's going to call me who's going to come to my office for guidance దేవ సేవా సలహాల కొరకు నడిపింపు కొరకు ఈ రోజున ఎవరు ఫోన్ కాల్ చేయబోతున్నారో తెలియదు ఎవరు మా ఇంటికి రాబోతున్నారో తెలియదు అయితే దేవా నేను ఇక్కడ ఉన్నానయ్యా నన్ను వాడుకోండి and I give all glory you and you దేవా సమస్త మహిమ నీకు కేవలము నీకు మాత్రమే చెల్లిస్తాను protect me protect my family protect every IPC pastor and every IPC believer from the attacks of the enemy దేవా అపవాది సాతాను కుతంత్రాల నుండి వాడి దాడుల నుండి నన్ను మా కుటుంబ సభ్యులను ప్రతి ఐపీసీ సేవకుడిని ప్రతి ఐపీసీ విశ్వాసిని రక్షించండి అయ్యా amen amen that's my prayer and after that only get out of my bed and brush my teeth ఇది ఈ ప్రార్థన చేశాక గాని తెల్లవారుజామున నేను నా మంచాన్ని దిగి వెళ్ళి పళ్ళు దోముకోవడానికి వెళ్తాను అండ్ టుడే ఈ రోజు ఆఫ్టర్ ఆల్ దిస్ ఇయర్స్ ఈ అనేక సంవత్సరాల తరువాత God has guided me every step దేవుడు ప్రతి అడుగులో కూడా నన్ను నడిపించి దీవించాడు ఆమె mean I can say in front of anyone in the presence of God with my whole heart God has guided me every day I did not have to make any any apology to any one to making a wrong decision in my life ఎవరి ముందైనా దేవుని సన్నిధిలో నేను ఒప్పుకోగలను అదేమిటంటే దేవుడు ఇన్ని సంవత్సరాలలో ప్రతి అడుగులో నాకు తోడుని నడిపించాడు ఏ ఒక్కరి ముందు కూడా నేను పశ్చాత్తాపడి తప్పు చేశాను అని అనే పరిస్థితి తలెత్తకుండా దేవుడు ఇన్నాళ్ళు నన్ను ఆదుకున్నాడు ఆమె ఆమె గాడ్ ఈ గడిచిన సంవత్సరాలుగా నన్ను నడిపించిన ఆ దేవుడే ఆయన ఇప్పటికీ సింహాసనం సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు all Parishuddha Babu garu and Philip has to do is Parishuddha Babu garu ఫిలిప్ గారు వీరందరూ చేయవలసింది ఏమిటయ్యా అంటే డ్రా క్లోజర్ టు గాడ్ దేవునికి మరింత సమీపంగా రండి ఆమేన్ ఆమేన్ ఫైనల్లీ చివరిగా జాషువా చాప్టర్ 1 యెహోషువ గ్రంథం అండి ఒకటో అధ్యాయం ఇన్ వర్స్ 2 వి రీడ్ రెండవ వచనాన్ని మనం చదువుదా Moses my servant has dead now therefore arise cross is Jordan you and his people to the land which I have given you to given to them and to the sons of Israel కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూను ఈ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఆమె ఆమె the promise I want give to Parishuddha Babu and ఫిలిపీస్ పరిశుద్ధ బాబు గారికి అలాగే ఫిలిప్ గారికి నేను ఇస్తున్న ఈ వాగ్దానం ఏమిటంటే రాహేలమ్మ గారు ఇస్ గాన్ రాహేలమ్మ గారు వెళ్ళిపోయారు దేర్ఫోర్ కాబట్టి don't just you know think about her and ponder about her and be this in in sadness but rise up and lead the people in the promise land ఆమె గురించే చింతిస్తూ ఆమె గురించే బాధపడుతూ అలాగే నిలబడిపోయి ఉండకుండా మన ముందున్న ప్రజలను వాగ్దాన దేశము వైపుకు నడిపించే నాయకులుగా మీరు ఉండండి ఆమేన్ ఆమేన్ అండ్ మై నా ప్రార్థన ఏమనగా that you will follow what God said to to in verse 5 no man will be able to stand before you all the days of your life just as I have been with Moses I will be with you I will not fail you nor for secure ఐదవ వచనాన్ని మీరు గుర్తుంచుకోవాలి అదేమిటంటే నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును నేను మోషేకు తోడే ఉండినట్టు నీకును తోడే ఉండును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ఆమె ఆమె what is the promise that God is giving to Parishuddha Babu garu అండ్ ఫిలిప్ పరిశుద్ధ బాబు గారికి అలాగే ఫిలిప్ గారికి వీరిరువురికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటండి God is all the days of their life వారి జీవిత కాలమంతయు కూడా దేవుడు వారికి తోడే ఉండబోతున్నాడు ఆమే మనము చేయవలసిందల్లా ఏమిటంటే in verse 6 be strong and courageous for you shall give to this people position of land which are sworn to their fathers to Only be strong and very courageous. Be careful to do according to the law which Moses, my servant, has commanded you. Do not turn to your right or to the left, so that you may find success wherever you go ఆరవ వచనంలో చెప్తున్నాడు కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమ తొలగకు గాని తొలగకూడదు amen with this warning I want close నేను ఈ హెచ్చరికతో నా సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను what is God speaking to us దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడండి that we need keep our eyes on Jesus మనము యేసయ్య మీదే మన దృష్టిని మన కను దృష్టిని కేంద్రీకరించాలి cyclones earthquake tsunamis can come in our life తుఫానులు భూకంపాలు సునామీలు మన జీవితంలోనికి రావచ్చు బట్ అయినప్పటికీ never turn your eyes from God ఎప్పటికీ నీ కూడా దేవుని వద్ద నుండి మీ దృష్టిని మళ్లించకండి and God is going to give you the same anointing and greater anointing than what God has done in your mother and your father Israel గారి's life. తద్వారా దేవుడు ఒక గొప్ప అభిషేకాన్ని మీ తల్లిదండ్రులైన ఇస్రాయేలు గారు రాహేలమ్మ గారి మీద ఉన్న ఆ అద్భుతమైన అభిషేకాన్ని దేవుడు మీకు కూడా అనుగ్రహించి నడిపించబోతున్నాడు ఆమేన్ ఆమేన్ God who provided leadership to my grandfather PM Samuel God who guided my father Abraham Samuel is still continuing now మా మా తాతగారైన పిఎం శామ్యులు గారిని నడిపించి నాయకునిగా వాడుకున్న దేవుడు అబ్రహం మా నాన్నగారైన అబ్రహం శామ్యులు గారిని నడిపించి వాడుకున్న దేవుడు అదే దేవుడు ఈనాటికి కూడా అదే రీతిగా నడిపించే దేవుడే ఉన్నాడు దేవుడు రానున్న రోజుల్లో మరింత ఉన్నత అత్యున్నత స్థలముల మీదకు మనల్ని దేవుడు నడిపించబోతున్నాడు ఆమె